Hello everyone welcome to achievers academy friends ఈరోజు మనం సెప్టెంబర్ నెలలోని కరెంట్ అఫైర్స్లో భాగంగా ఆంధ్రప్రదేశ్కి చెందినటువంటి అన్ని కరెంట్ అఫైర్స్ని నేర్చేసుకుందాం ఫస్ట్ కరెంట్ అఫైర్ కనుక చూస్తే అండి Andhra Pradesh government signs pact with national academy for legal studies and రీసెర్చ్తో మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఒక ఎంఓయూ చేసుకున్నారన్న విషయాన్ని మనం ఇక్కడ చూడవచ్చు so what exactly does this MOU include అనేది నేట్ చేసుకుందాం సో మనందరికీ తెలుసండి మన రాష్ట్ర ప్రభుత్వం వారు రీసర్వే స్కీమ్ కింద ఏంటండి రీసర్వే మరియు digitalisation of land records digitalisation of land records land records కోసం రాష్ట్ర ప్రభుత్వం వారు ఒక స్కీమ్ తీసుకొచ్చారు ఆ స్కీమ్ పేరు ఏంటి అంటే వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష అనే ఒక స్కీమ్ని తీసుకురావడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా దాదాపు వంద సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని భూములండి అగ్రికల్చర్ అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్ భూములను సైతం సర్వే చేసి డిజిటలైజ్ పట్టాలు విత్ విచ్ ఇంక్లూడ్స్ ఏమేమి ఉంటాయండి మన డిజిటలైజ్ పట్టాలో ఒక క్యూఆర్ కోడ్ ఉంటుంది క్యూఆర్ కోడే కాకుండా ఈవెన్ జియో జియో కోఆర్డినేట్స్ ఏంటండి జియో కోఆర్డినేట్స్ అంటే మీ యొక్క భూమి యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్ని సైతం క్లియర్గా మెన్షన్ చేసి మోడ్రన్ టెక్నాలజీస్ని యూజ్ చేస్తూ లైక్ డ్రోన్స్ని uh, కూడా యూజ్ చేస్తూ మీ యొక్క భూమి యొక్క ఎగ్జాక్ట్ పిక్చర్స్ని తీసుకోవడం ద్వారా మీ యొక్క ల్యాండ్ డిజిటలైజేషన్ మరియు మీ యొక్క సెల్లింగ్ బయింగ్ ఆఫ్ ల్యాండ్ని సేఫ్గా చేసేందుకు ట్యాంపర్ ప్రూఫ్గా చేసేందుకు ఏంటండి ట్యాంపర్ ప్రూఫ్గా చేసేందుకు గాను ఈ యొక్క స్కీమ్ని తీసుకురావడం జరిగింది మనందరికీ తెలుసండి ల్యాండ్ లిటిగేషన్స్ అనేటివి కోర్టులోకి వెళ్తే చాలా రోజులు పడుతుంది సో ఇలాంటి స్కీమ్ని ఇంప్లిమెంట్ చేసేటప్పుడు కూడా మనకి ఎన్నో లీగల్ ఛాలెంజెస్ ఉంటాయి అలాంటి లీగల్ ఛాలెంజెస్ని ఓవర్కమ్ చేసేందుకు ఈ స్కీమ్ని కంప్లీట్గా ప్రజలకి హండ్రెడ్ పర్సెంట్ వెల్ఫేర్ని అందించే విధంగా చేసేందుకు గాను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వారు నేష్ నాల్సార్ యూనివర్సిటీ లేదా national academy for legal studies and research వారితో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నారన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి very very important scheme YSR Jagananna శాశ్వత భూ హక్కు భూరక్ష అనే ఈ స్కీమ్ని దయచేసి నోట్ చేసుకోవాలి ఆఫ్టర్ హండ్రెడ్ ఇయర్స్ ఈ స్కీమ్ని మాసివ్ రీసర్వే చేస్తున్నామండి రాష్ట్రంలో ఉన్నటువంటి అగ్రికల్చర్ మరియు నాన్ అగ్రికల్చర్స్ని ల్యాండ్ సైతం మనం సర్వే చేస్తున్నాం దాదాపు ఒకటి పాయింట్ రెండు ఆరు లక్షల స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని ల్యాక్ స్క్వేర్ కిలోమీటర్స్ భూమిని దాదాపు పదిహేడు వేల పైచిల్పు విలేజెస్లో సెవెంటీన్ థౌజండ్ విలేజెస్లో ఈ యొక్క సర్వేని ఎందరో ప్రొఫెషనల్స్ని క్వాలిఫైడ్ ట్రైనింగ్ పర్సనల్స్ని ఉపయోగిస్తూ ఈ సర్వేని నిర్వహించబోతుంది రాష్ట్ర ప్రభుత్వం దీన్ని దాదాపుగా ఎన్ని ఫేసెస్లో అండి త్రీ ఫేసెస్లో రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్ కల్లా కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించుకొని దానికి వెయ్యి కోట్ల బడ్జెట్ని సైతం అలాట్ చేయడం జరిగింది వెరీ వెరీ ఇంపార్టెంట్ సి with foolproof action plan and necessary resource ensure the surveys completed on time అని చెప్పేసి మన గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది so every parcel of land in the state will be surveyed and numbered with geo coordinates నేను చెప్పాను కదండి మీ భూమి యొక్క లాటిట్యూడ్ లాంగిట్యూడ్స్ని సైతం ఇది క్లియర్గా మెన్షన్ చేస్తుంది కాబట్టి మీ యొక్క భూమిని ఎవరు కబ్జా చేయకుండా జాగ్రత్తగా కాపాడుతుంది ఈ యొక్క ఎంఓయూ ముఖ్యంగా చెప్పాలి అంటే చెప్పాను కదండి లీగల్ సపోర్ట్ కోసం ఈ ప్రాజెక్ట్లో డాక్యుమెంట్స్ని ఏ విధంగా డ్రాఫ్ట్ చేయాలి ఏ విధంగా లీగల్ డాక్యుమెంట్స్ ఉండాలి ఏ విధంగా ఇది లిటిగేషన్స్లోకి పడవు ల్యాండ్ అన్న ప్రతి అవేర్నెస్ కోసం ముఖ్యంగా నాల్సార్కి చెందినటువంటి centre for tribal and land rights అనే ఒక బాడీ ఉంటుందండి నాల్సార్ లోపల సో వారితో ఈ యొక్క ఒప్పందం కుదుర్చుకున్నాం very very important this MOU so final but not least please note down this infograph very important infograph అండి మీరు ఒక మెయిన్స్ ఆన్సర్ రాసేందుకు ఎంతగానో అవసరం ఈ యొక్క ప్రాజెక్ట్ని వైఎస్ఆర్ జగనన్న శాశ్వత భూ హక్కు భూరక్ష ఈ యొక్క స్కీమ్ని ప్రస్తుతం అయితే పదమూడు విలేజెస్లో దీన్ని పైలట్ ప్రాసె పైలట్ ప్రాజెక్ట్ బేసిస్న మనం నిర్వహిస్తున్నాం సో దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇక్కడ చూడవచ్చు మీరు సర్వే మొత్తం ఎంత ఏరియాని కవర్ చేస్తుంది ఓకే టౌన్స్లో ఎంత అలానే ఎన్ని విలేజెస్ని కవర్ చేస్తుంది ఫస్ట్ ఫేజ్లో ఎన్ని సెకండ్ ఫేజ్లో ఎన్ని ఎప్పటికల్లా కంప్లీట్ చేద్దాం అనుకున్నామన్న పూర్తి వివరాలని ఇక్కడ మీరు నోట్ చేసుకోవచ్చు very important so next important current affair regarding Andhra Pradesh is MOU signed between NSIC uh, uh, and Andhra Pradesh MedTech Limited for cooperation in health care sector very important మరి అసలు ఈ ఎన్ఎస్ఐసి అంటే ఏమిటి ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అంటే ఏంటో కూడా తెలుసుకుందాం what is that NSIC and Andhra Pradesh medtech zone ఈ రెండింటి గురించి తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ గురించి ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ అండి ఇది భారతదేశంలోనే అతిపెద్ద life saving medical devices manufacturing cluster అంటే మనం యూటిలైజ్ చేసేటటువంటి ఎంఆర్ఐలు కానివ్వండి సిటీ స్కాన్లు కానివ్వండి ఇలాంటి భారీ భారీ మెషినరీ ఎక్విప్మెంట్ ఏదైతే మెడికల్ ఇండస్ట్రీలో మనం యూజ్ చేస్తామో అది అత్యధిక మొత్తంలో తయారయ్యే ప్రదేశం ఏది అంటే మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి Andhra Pradesh medtech zone very very important where is this Andhra Pradesh medtech zone అండి విశాఖపట్నం వైజాగ్ ఓకే వైజాగ్లో ఉంటుంది వెరీ వెరీ ఇంపార్టెంట్ సో అలాంటి ఈ మెట్టెక్ పార్క్తోని national small scale industries corporation limited ఇది భారతదే ప్రభుత్వానికి చెందినటువంటి ఒక పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్ అండి దీని యొక్క ముఖ్యమైన వర్క్ వచ్చేసి స్మాల్ ఇండస్ట్రీస్ ఏవైతే ఉంటాయో వాటికి ఫండ్ సపోర్ట్ చేయడం వాటికి ఇన్సెంటివ్స్ ఇవ్వడం ఓకే ఇన్సెంటివ్స్ ఇన్సెంటివ్స్ అంటే ఏ రూపానండి ట్యాక్స్ కట్టింగ్స్ కానివ్వండి లేదు అంటే వారికి పవర్ సబ్సిడీలో ప్రొవైడ్ చేయడం కానివ్వండి లేదంటే వారికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయడం కానివ్వండి లేదంటే వారికి ఎక్స్పోర్ట్ ఓరియంటేషన్గా ట్రైనింగ్ ఇప్పించడం కానివ్వండి ట్రైనింగ్ కానివ్వండి నాలెడ్జ్ షేరింగ్ కానివ్వండి స్కిల్ డెవలప్మెంట్ కానివ్వండి ఇలా అన్ని పద్ధతుల్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ని అప్లిఫ్ట్ చేసేందుకు ఉపయోగపడే ఒక PSU national small industries corporation ఈ యొక్క ఎంఓయు ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి Andhra Pradesh medtech zone okay Andhra Pradesh medtech జోన్లో ఉన్నటువంటి ప్రతి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్కి ఎంతగానో సపోర్ట్గా ఉండడం ద్వారా అక్కడ ప్రొడక్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది ప్రొడక్షన్ కూడా పెరిగే అవకాశం ఉంటుంది అయితే ఆంధ్రప్రదేశ్ మెడ్టెక్ జోన్ అండి దీన్ని రెండు వేల పదహారులో ఫౌండేషన్ స్టోన్ లే చేయడం జరిగింది ఇట్ వాజ్ కంప్లీటెడ్ అంటే చాలా తక్కువ టైంలో కంప్లీట్ అయినటువంటి అతిపెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంది అంటే అది ఆంధ్రప్రదేశ్ మెట్టెక్ జోన్ ప్రాజెక్ట్ అని మనం చెప్పుకోవచ్చు భారతదేశం యొక్క మొట్టమొదటి India's first manufacturing hub for medical devices this is India's first manufacturing hub for medical devices very very important okay ఈ ఒప్పందం వల్ల ఏం జరుగుతుందండి ఈ యొక్క పార్క్లో ఉన్నటువంటి మెట్టెక్ పార్క్లో ఉన్నటువంటి చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఏవైతున్నాయో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్స్ పల్స్ ఆక్సిమీటర్ పల్స్ ఆక్సిమీటర్ వంటి చిన్న చిన్న డివైజెస్ తయారు చేసేటటువంటి కంపెనీస్కి ఎంతగానో బూస్ట్ ఇస్తుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి వెరీ ఇంపార్టెంట్ నెక్స్ట్ అండి there has been an MOU between Andhra Pradesh states AIDS control society మరియు ఎకో ఇండియా మధ్యలో చిన్న ఎంఓయూ జరిగిందండి సో సింపుల్గా చెప్పాలంటే eco India is an NGO ఇది ఒక నాట్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ లేదా నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్గా మీరు చెప్పుకోవచ్చు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ప్రైమరీ హెల్త్లో ప్రైమరీ హెల్త్లో లేదా ఆక్సిలరీ హెల్త్ వర్కర్స్ని చిన్న చిన్న హెల్త్ వర్కర్స్ని వారికి అవేర్నెస్ క్రియేట్ చేయడంలో కీలక పాత్ర పోషిస్తూ ఉంటుందండి ఈ ఎక్కువ ఇండియా వీరు ఆంధ్రప్రదేశ్ స్టేట్స్ ఎయిర్ కన్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ వారితో ఎంఓయూ చేసుకోవడం ద్వారా వీరు హెల్త్ కేర్ పర్సనల్స్ ఎవరైతే ఉంటారో వారికి హై క్వాలిటీ ట్రైనింగ్ ఇచ్చేందుకు గాను ఎంతగానో ఉపయోగపడుతుందన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి what is the important aim of this to train health care personnel to train health care personnel personnel okay very important next important current affair regarding Andhra Pradesh is మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి తలసరి ఆదాయం ఏదైతుందో each per capital income of each person in the state of Andhra Pradesh has crossed two lakh rupees ఏంటండి state per capital income cross two lakh rupees for the first time very very important ఇక్కడ చూడొచ్చండి రాష్ట్రంలో ఉన్నటువంటి పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు మూడు సంవత్సరాల్లో ఎంత శాతం పెరిగిందంటే ముప్పై నాలుగు శాతం పెరిగింది గడిచిన ఒకే సంవత్సరంలో చూసినట్టయితే పదిహేడు శాతం పెరిగిందండి within one year this growth has been one of the highest in India ఎందుకంటే భారతదేశం యొక్క per capita income India's per capita income ఎంత అండి ఇండియాస్ పర్ క్యాపిటా ఇన్కమ్ ఎంత ఉంటుంది మీ ఎక్స్పెక్టేషన్ అంటే India's per capita income is around ninety four thousand rupees అంటే భారతదేశం పర్ క్యాపిటా ఇన్కమ్ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ పర్ క్యాపిటా ఇన్కమ్ దాదాపు రెండింతలు ఎక్కువ two times more than India's per capita income అన్న విషయాన్ని మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి సో చిన్న డౌట్ కూడా రావచ్చు సార్ అసలు పర్ క్యాపిటా ఇన్కమ్ అంటున్నారు మరి పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఏంటో కూడా మాకు తెలియాలి కదా అంటే సో పర్ క్యాపిటా ఇన్కమ్ యొక్క డెఫినేషన్ మీకు సింపుల్గా చెప్తానండి the measure of amount of money earned per person in a nation or geographical region in year ఒక సంవత్సరంలో మీ రాష్ట్రంలో ఎంత డబ్బు సంపాదిస్తున్నారు అంటే సింపుల్గా చెప్తానండి రాష్ట్రం యొక్క ఆదాయం దాదాపు రెండు లక్షల కోట్లు అనుకుందాం టూ ల్యాక్ క్రోడ్స్ మరి రాష్ట్రం యొక్క జనాభా ఒక కోటి అనుకుందాం ఒక కోటి అనుకుందాం సో రాష్ట్రం యొక్క ఆదాయం డివైడెడ్ బై రాష్ట్రం యొక్క పాపులేషనే మీ రాష్ట్రం యొక్క per capita income okay so total earnings of the state divided by its population is the per capital income of the state so Andhra Pradesh యొక్క పర్ క్యాపిటల్ ఇన్కమ్ ప్రస్తుతం ఎంత అంటే రెండు లక్షల ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క రూపాయలు అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి నెక్స్ట్ అండి మన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకో స్కీమ్ని కూడా లాంచ్ చేశారండి ఇదే నెలలో సెప్టెంబర్ నెలలో ఆ స్కీమ్ ఏంటి అంటే వైఎస్ఆర్ కళ్యాణ వస్తూ వైఎస్ఆర్ సాది తోఫా స్కీమ్స్కి సంబంధించినటువంటి ఒక కొత్త పోర్టల్ని మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లాంచ్ చేశారండి మీరు అనొచ్చు సార్ ఈ కళ్యాణ వస్తూ మరియు షాదీ తోఫా ఆల్రెడీ ఉన్నాయి కదా మళ్ళీ లాంచ్ ఏంటి అనేసి so there has been a revamp ఈ స్కీమ్ని రీవ్యాంప్ చేశారు అంటే బెనిఫిషరీస్ని యాడ్ చేయడం బెనిఫిషరీస్కి ఇచ్చేటటువంటి అమౌంట్ని కూడా ఎన్హాన్స్ చేశాం ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి పూర్వము ఇదే స్కీమ్ కింద ఎస్సీలకు కనుక పెళ్ళైనప్పుడు వారికి ఇచ్చినటువంటి అమౌంట్ ఎంత అంటే నలభై వేలు కానీ ప్రస్తుతం ఇద్దరు ఎస్సీలు కనుక పెళ్లి చేసుకుంటే వారికి మనం ఇచ్చేటటువంటి సహాయ నిధి ఎంత అంటే లక్ష రూపాయలు ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్లకి లక్ష ఇరవై వేల రూపాయలు ఇస్తున్నాము సి there has been an increase ఎస్టీలకి యాభై వేల నుంచి లక్ష రూపాయలకి పెంచాం ఎస్టీ ఇంటర్ క్యాస్ట్కి డెబ్బై ఐదు వేల నుంచి లక్ష ఇరవై వేలకి పెంచాము బీసీలకు అయితే యాభై వేల రూపాయలు బీసీ ఇంటర్ క్యాస్ట్కి డెబ్బై ఐదు వేల రూపాయలు మైనారిటీస్కి యాభై వేల నుంచి లక్ష రూపాయలు పెంచాము అలానే differently abled okay differently abled ఎవరైతే ఫిజికల్లీ హ్యాండిక్యాప్గా ఉంటారో వారికి లక్ష నుండి లక్ష యాభై వేల రూపాయలకు పెంచాము this is one of the best thing ఇది చాలా యూనిక్ అండి భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు కేవలం మన ఆంధ్రప్రదేశ్లోనే బిల్డింగ్ వర్కర్స్ ఎవరండి బిల్డింగ్ వర్కర్స్ వారి పిల్లలకు కూడా వారు కనుక పెళ్లి చేసుకున్నట్టయితే వారికి నలభై వేల రూపాయలు ఇస్తున్నారండి ఓకే బిల్డింగ్ వర్కర్స్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తప్ప ఏ రాష్ట్రం ఇవ్వట్లేదు under Shaadi under uh, Shaadi Tohfa or YSR Kalyanamastu so one more important thing అండి ఈ స్కీమ్లో మీరు నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే to reduce child marriages child marriages okay ఎందుకంటే ఈ స్కీమ్లో మీరు బెనిఫిషియరీ కావాలంటే ఖచ్చితంగా అమ్మాయి అయితే పద్దెనిమిది సంవత్సరాలు అబ్బాయి అయితే ఇరవై ఒక సంవత్సరాలు నిండి ఉండాలి ఇదే కాకుండా ఈ స్కీమ్ యొక్క ఇంకో ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఎడ్యుకేషన్ అటైన్మెంట్ రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని ఎడ్యుకేషన్ పెంచడం లేదా లిటరసీ రేట్ని పెంచడం ఈ స్కీమ్ యొక్క రెండవ ముఖ్య ఉద్దేశం అది ఎలా అని మీరు అడగొచ్చు ఫ్రెండ్స్ ఈ స్కీమ్లో మీరు బెనిఫిషరీ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాల్సిందే టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాల్సిందే మీరు కనుక టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండకపోతే ఈ స్కీమ్కి మీరు ఎలిజిబుల్ కారు తద్వారా రాష్ట్రంలో ఎడ్యుకేషన్ని లిటరసీ రేట్ని కూడా పెంచగలిగినటువంటి స్కీమ్ ఏంటంటే వైఎస్ఆర్ కళ్యాణం వస్తువు you can note that down Here I have provided. The beneficiaries must pass at least class 10 to avail the scheme okay so దీంట్లో బెనిఫిషరీస్ మహిళలు అయితే పద్దెనిమిది సంవత్సరాలు వరుడికి ఇరవై ఒక్క సంవత్సరాలు నిండి ఉండాలి పెళ్ళైన అరవై రోజుల్లోపు మీరు ఈ యొక్క స్కీమ్ని అప్లై చేసుకోవాలి మీ యొక్క వార్డ్ సెక్రటేరియట్లో లేదా విలేజ్ సెక్రటేరియట్లో మీరు దీన్ని అప్లై చేసుకోవచ్చు ఓకే అలానే ఎలిజిబిలిటీ కండిషన్స్కి వస్తే మన ఈ వైఎస్ఆర్ షాదీ తోఫా మరియు కళ్యాణ వస్తు యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే ఐ హ్యావ్ ఆల్రెడీ డిస్కస్ ఖచ్చితంగా టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి మినిమం అలానే మీ యొక్క ల్యాండ్ వచ్చేసి పది ఎకరాల లోపు ఉండాలి డ్రై ల్యాండ్ అయితే వెట్ ల్యాండ్ అయితే మూడు ఎకరాల లోపు మంత్లీ ఎర్నింగ్స్ టెన్ థౌసండ్ దాటి ఉండకూడదు అదే అర్బన్ ఏరియాస్ అయితే ట్వెల్వ్ థౌసండ్ రూపీస్ కంటే ఎక్కువ ఉండకూడదు మీ యొక్క electricity this is very important even electricity పైన క్యాప్ వేశారండి అంటే మీరు ఇంట్లో వాడుకునేటటువంటి కరెంటు కూడా మూడు వందల యూనిట్లు దాటి ఉండకూడదు ఒకవేళ మూడు వందల యూనిట్లు దాటినట్టయితే మీరు ఈ స్కీమ్కి ఎలిజిబుల్ కారు very important point please note down okay అలానే గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలకి ఇది వర్తించదు మీరు కనుక ఫోర్ వీలర్ ఓనర్ అయి ఉంటే అది వర్తించదు మీ ఫ్యామిలీలో ఎవరికైనా పెన్షన్ వస్తే అది మీకు వర్తించదు అలానే మీరు ఇన్కమ్ ట్యాక్స్ పేయి అయి ఉంటే మీ తండ్రి గారు కనుక ఇన్కమ్ ట్యాక్స్ పేయి అయి ఉంటే వారికి ఇది వర్తించదు అలానే ఇది కేవలం మొట్ట మొదటిసారి పెళ్లి చేసుకున్నప్పుడు మాత్రమే ఇస్తారు కానీ విడో మరలా పెళ్లి చేసుకోవాలనుకుంటే విడోకి ఈ యొక్క సహకారం అనేది అందిస్తామన్నమాట ఓకే అలానే there is also a limit on house also okay దాదాపు వెయ్యి స్క్వేర్ ఫీట్స్ కంటే ఎక్కువ ఏరియా ఉండి ఉండకూడదు అన్న విషయాన్ని ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియాని మీరు నోట్ చేసుకోవాలి one of the best thing you have to note it down that it has capping on electricity electricity consumption పైన క్యాప్ వేయడం జరిగింది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ మనం యూటిలైజ్ చేయకూడదు నోట్ దట్ నెంబర్ ఎన్ని యూనిట్స్ అని అడగచ్చు మీకు ఆప్షన్స్లో త్రీ హండ్రెడ్ యూనిట్స్ ఆప్షన్స్లో అప్పుడప్పుడు five hundred units two hundred units hundred units అని ఇస్తారు so remember this three hundred units next important current affair regarding Andhra Pradesh ఏంటంటే అండి Andhra Pradesh emerges as the India's top investment destination ఏంటండి భారతదేశంలో గడిచిన ఏడు నెలల్లో భారతదేశం మొత్తానికి లక్ష డెబ్బై ఒక్క వేల కోట్ల రూపాయల ఇన్వెస్ట్మెంట్ వస్తే లక్ష డెబ్బై ఒక్క వేల రెండు వందల యాభై ఎనిమిది ఎనభై ఐదు లక్షల కోట్ల రూపాయలు మనకి ఇన్వెస్ట్మెంట్ రూపాన వస్తే దీంట్లో నలభై వేల కోట్ల రూపాయలు కేవలం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చాయి అంటే భారతదేశంలోనే ఇన్వెస్ట్మెంట్స్లోనే అట్రాక్ట్ చేసినటువంటి రాష్ట్రాల్లో ఫస్ట్ పొజిషన్లో మన ఆంధ్రప్రదేశ్ నిలిచిందన్న విషయాన్ని department for promotion of industry and internal trade వారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది ఎవరు రిలీజ్ చేశారండి డిపిఐఐటి వారు రిలీజ్ చేసినటువంటి రిపోర్ట్ లో మన ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో నిలిచింది దేంట్లో అంటే ఇన్వెస్ట్మెంట్ అట్రాక్షన్స్లో ఎంత ఇన్వెస్ట్మెంట్ తీసుకున్నాం నలభై వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్లు మనం అట్రాక్ట్ చేయగలిగాం భారతదేశం మొత్తం పైన ఇన్వెస్ట్మెంట్ ఎంత వచ్చాయి లక్ష డెబ్బై ఒక వేల కోట్లు వస్తే దాంట్లో నలభై వేల కోట్లు మన రాష్ట్రానికి వచ్చాయి మొదటి పొజిషన్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉంటే రెండవ పొజిషన్లో ముప్పై ఆరు వేల కోట్లతో ఒడిస్సా రాష్ట్రం ఉందన్న విషయాన్ని కూడా మీరు ఇక్కడ నోట్ చేసుకోవాలి పూర్తి భారతదేశంలోకి వచ్చినటువంటి అన్ని ఇన్వెస్ట్మెంట్లో నలభై ఐదు శాతం ఇన్వెస్ట్మెంట్స్ ఈ రెండు రాష్ట్రాలే అట్రాక్ట్ చేశాయి అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి this is very big achievement my friends so ఇది కూడా మీకు రేపు గ్రూప్ వన్ ఫిలిమ్స్లో అడిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి please note this down also okay next Andhra Pradesh and Odisha accounted for forty five percent of the entire investment ఇంతకుముందే నేను మీకు చెప్పాను తో అంటే మనం నలభై వేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్మెంట్ రూపాన మనం అట్రాక్ట్ చేసినప్పటికీ గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంటేషన్లో మాత్రం మనం వెనుకబడి ఉన్నామని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్తుంది సో దాదాపు ఆరు వేల కోట్ల రూపాయలు మాత్రమే గ్రౌండ్ లెవెల్లో ఇంప్లిమెంట్ అయ్యాయి so let's expect that more projects will be implemented in very soon okay very important current affair please note so next important current affair ఏంటంటే అండి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఉన్నటువంటి పన్నెండు జిల్లాలని ఇరవై నాలుగు జిల్లాలుగా మార్చిన విషయం మనందరికీ తెలిసిందే అండి ఓకే ఈ జిల్లాల మార్పిడి తర్వాత లేదా జిల్లా విభజన తర్వాత మన ఫారెస్ట్ని కూడా విభజించ విభజించడం జరిగింది సో అలా జరిగినటువంటి సర్వేలో మన వెస్ట్ గోదావరి జిల్లా లేదా ప్రస్తుతం ఉన్నటువంటి వెస్ట్ గోదావరి జిల్లా లేదా భీమవరం జిల్లా భీమవరం హెడ్ క్వార్టర్తో ఉన్నటువంటి వెస్ట్ గోదావరి జిల్లా ఫారెస్ట్ లెస్ జిల్లాగా మారిపోయింది ఫారెస్ట్ లెస్ ఫారెస్ట్ లెస్ అంటే అసలు ఫారెస్ట్ ల్యాండే లేనటువంటి జిల్లా ఏది అని మిమ్మల్ని కనుక రేపు ఎగ్జామ్లో అడిగితే ఆ జిల్లా ఏది అంటే వెస్ట్ గోదావరి జిల్లాగా మీరు గుర్తుపెట్టుకోవాలి very very important west Godavari loses forest అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి మరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి జిల్లాల్లో అత్యధిక మొత్తంలో ఫారెస్ట్ కవర్ కలిగినటువంటి జిల్లా ఏది అంటే అల్లూరి సీతారామరాజు జిల్లా అండి అల్లూరి సీతారామరాజు గారి జిల్లా ఇది హైయెస్ట్ ఫారెస్ట్ కవర్ ఉన్నటువంటి లేదా largest forest cover in the state is with Alluri Sitarama Raju జిల్లా అండ్ వెస్ట్ గోదావరి జిల్లా హ్యాస్ నో ఫారెస్ట్ కవర్ మన రాష్ట్రంలో మొత్తం దాదాపు ముప్పై ఏడు పాయింట్ ఒకటి మూడు లక్ష ఎకరాల ఫారెస్ట్ కవర్ ఉండగా దాంట్లో పది లక్షల హెక్టార్లు చూడండి దాదాపు one by third you can find it in Alluri Sitarama Raju district not one by third ఒకటి బై నాలుగో వంతు మనం ఇక్కడ చూడ చూడొచ్చు అనమాట okay so please note this down very important points ప్రస్తుతం డివిజన్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో మనకి ఇరవై నాలుగు డివిజన్స్ ఉన్నాయండి పూర్తిగా దా ఇరవై నాలుగు డివిజన్స్తో పాటు పన్నెండు సోషో ఫారెస్ట్రీస్ ఉన్నాయి ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ నోట్ చేసుకోవాల్సింది ఏంటంటే మన అల్లూరి సీతారామరాజు జిల్లా ఏదైతుందో ఏకైక జిల్లా అండి దేంట్లో అయితే నాలుగు ఫారెస్ట్ డివిజన్స్ ఉన్నాయన్నమాట ఈ ఒక్క జిల్లాలో నాలుగు ఫారెస్ట్ డివిజన్స్ వస్తున్నాయి అవి ఏంటివేంటివి ఏంటివంటే పదేర్ చింతూర్ చింతపల్లి అలానే రంపచోడవరం అనే నాలుగు ప్రాంతాలు కూడా ఈ యొక్క అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కింద రావడం జరిగే అన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే వైజాగ్ సర్కిల్లో అయితే ఆరు లక్షల హెక్టార్లు ఉన్నాయి రాజమండ్రి సర్కిల్లో కూడా ఆరు లక్షల హెక్టార్స్తో ఇవన్నీ కూడా very very important points so two important points I wanted to say through this current affair that is largest forest cover ఎక్కడుంది అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ ఫారెస్టే లేని జిల్లా ఏది అంటే వెస్ట్ గోదావరి జిల్లా లేదా భీమవరం జిల్లా okay so next important current affair అండి CM YS Jaganmohan Reddy garu Andhra Pradesh industry and infrastructure corporation యాభై సంవత్సరాలు ముహించుకుందండి అది ఎస్టాబ్లిష్ అయ్యి ఎన్ని ఇయర్స్ అవుతుందండి ఫిఫ్టీ ఇయర్స్ అయిన సందర్భంగా వారు దానికి సంబంధించినటువంటి లోగోని లాంచ్ చేశారన్న విషయాన్ని ఇక్కడ మీరు నోట్ చేసుకోవాలి so what is the important points how to note it here Andhra Pradesh industrial and infrastructure corporation ఏదైతే ఉందో అండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో పూర్వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దీన్ని స్థాపించడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు మన ఆంధ్రప్రదేశ్ పూర్వపు ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రెండు ప్రాంతాల్లో కూడా ఇండస్ట్రియల్ పార్క్స్ని ఏంటండి ఇండస్ట్రియల్ పార్క్స్ని ఇండస్ట్రీకి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్ చేస్తూ వచ్చినటువంటి గొప్ప కార్పొరేషనే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఈ యొక్క కార్పొరేషన్ ప్రస్తుతం ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్నటువంటి హైటెక్ సిటీని సైతం డెవలప్ చేసినటువంటి ఘనత ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్కే దక్కుతుందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ కింద ప్రస్తుతం దాదాపు మూడు వందలకు పైగా ఇండస్ట్రియల్ కార్పొరేషన్స్ ఉన్నాయి దీని కింద దాదాపు ఒక లక్ష ఇరవై ఇరవై ఒక్క వేల ఎకరాల భూమి కూడా దీనికి కంట్రోల్లో ఉందన్న విషయాన్ని మీరు నోట్ చేసుకోవాలి ఓకే సో ఇండస్ట్రియల్ పార్క్స్ని కట్టడం లేదా స్పెషల్ ఎకనామిక్ జోన్స్ని కట్టడం లేదా స్పెసిఫిక్ సెక్టార్ అంటే ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టార్ లేదా లెదర్ పార్క్స్ ఇలా స్పెసిఫిక్ సెక్టార్కి సంబంధించి ల్యాండ్ అక్విజిషన్ చేయడం దానికి సంబంధించినటువంటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింపుల్గా చెప్తానండి మీరు ఒక ల్యాండ్ అక్విజిషన్ చేసి దాంట్లో రోడ్లు దానికి సంబంధించిన షెడ్స్ వాటర్ ఎలక్ట్రిసిటీ లాంటి పూర్తి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ కడితే అక్కడ ఇండస్ట్రీస్ వచ్చి ఎస్టాబ్లిష్ చేసుకుంటాయి ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా అయితే ఇండస్ట్రీస్ రావు కదా సో అలాంటి ఇండస్ట్రీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేసేటటువంటి సంస్థే ఆంధ్రప్రదేశ్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ ఎన్ని ఇయర్స్ అయిందండి fifty years so last but not least మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండు ఇంపార్టెంట్ బ్యారేజెస్ని లాంచ్ చేశారండి ఒకటి వచ్చేసి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజ్ ఇంకోటి వచ్చేసి నెల్లూరు బ్యారేజెస్ ఇవి రెండు కూడా పెన్నా నదిపైన ఉన్నాయండి ఏ నదిపైన అండి పెన్నా రివర్ ఇవి రెండు కూడా నెల్లూరు జిల్లాలో ఉంటాయి ఇవి బ్యారేజెస్ వలన నాట్ ఓన్లీ ఈ యొక్క బ్యారేజెస్ కన్స్ట్రక్షన్ వలన మనకి అగ్రికల్చర్ ల్యాండ్కి సంవత్సరం పొడుగున నీరు అందడమే కాకుండా ఏంటంటే ఆయకట్ ద్వారా క్రాప్స్కి వాటర్ అందుతుంది అలానే నెల్లూరు జిల్లాని ముఖ్యంగా నెల్లూరుని వరదల ద్వారా మునిగిపోకుండా కూడా అనమాట మనందరికి తెలుసండి సంగం బ్యారేజ్ ఏదైతుందో ఏంటి సంగం బ్యారేజ్ ఈ సంగం బ్యారేజ్ ఏదైతుందో బ్రిటిష్ కాలంలో నిర్మించామన్నమాట ఇది బ్రిటిష్ కాలం తర్వాత చాలా కాలం పాటు నిర్వీర్యం అయిపోయి అదంతా కూడా డ్యామేజ్ అయిపోయిందనమాట పూర్వపు ముఖ్యమంత్రి అయినటువంటి ఉమ్మడి రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయినటువంటి మన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రెండు వేల ఆరులో ఈ ప్రాజెక్ట్ని పునర్నిర్మించడానికి గాను స్టోన్ లే చేశారు ఆ తర్వాత ఇది చాలా డిలే అయిన తర్వాత ప్రస్తుతం ఈ యొక్క సంగం బ్యారేజ్కి ఎవరి పేరుని ఇచ్చామండి మేకపాతి గౌతమ్ రెడ్డి గారి పేరుని ఇవ్వడం జరిగింది very important Mekapati Goutham Reddy Sangam barrage ఏ రివర్ పైన Penna river okay and there is also a Nellore barrage ఇది రోడ్ కమ్ బ్యారేజ్ అంది road bridge cum barrage road bridge cum barrage ఇది రోడ్లా ఉపయోగించుకోవచ్చు బ్యారేజ్గా ఉపయోగించుకోవచ్చు అత్యాధునిక మోడర్న్ టెక్నాలజీస్ సైతం ఇందులో మనం పెట్టడం జరిగింది కాబట్టి this is very very important దాదాపు నాలుగు లక్షల ఎకరాలకి నీరు అందిస్తుంది డిస్ట్రిక్ట్స్ లైక్ ఆత్మకూర్ కొవ్వూర్ సర్వేపల్లి మరియు కవాలి వంటి డిస్ట్రిక్ట్స్ అన్నిటికీ కూడా ఇది నీరు అందిస్తుందన్న విషయాన్ని కూడా మీరు నోట్ చేసుకోండి okay so i hope you are understanding our classes and enjoying our classes i would like to end my class here so thank you for watching our videos this is nikhil from achievers academy thank you